BDL TV welcome to BDL TV ఇప్పుడు మనం ప్రసిద్ధి చెందినటువంటి Telugu news papers Telugu online news papers గురించి తెలుసుకుందాం ప్రసిద్ధి చెందినటువంటి తెలుగు ఆన్లైన్ న్యూస్ పేపర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ప్రియారిటీ ఉన్న news paper Eenadu dot net Eenadu dot net Eenadu పేరుతో మామూలు డైలీ న్యూస్ పేపర్ కూడా పబ్లిష్ అయ్యి బుక్ స్టాల్స్లో అమ్ముతుంటారు అలా కాకుండా మన ఆన్లైన్లో కూడా ఈనాడు డాట్ నెట్ పేరుతో ఈ న్యూస్ పేపరు మనకి ఆన్లైన్ న్యూస్ పేపర్ అవైలబిలిటీలో ఉంటుంది ఈ న్యూస్ పేపర్లో చూడండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన news Telangana news national international news crime news business news క్రీడలు సినిమా వసుంధర ఫీచర్ పేజీలు వారి సుఖివ మకందనం సిరి ఈతరం ఆహో స్థిరాస్తి దేవతాచన విహారి చదువు ఈనాడు రై రై విజేత హాయ్ హాయ్ బుజ్జి రుచులు కథామృతం ఇలాంటివన్నీ ఫీచర్ పేజీలు ఫోటోలు వీడియోలు ఎన్ఆర్ఐ ఇంకా రకరకాల న్యూస్ వెబ్ ప్రత్యేకం Sunday magazine punch Pataka ETV special magazines calendars results ఇవన్నీ ఉంటాయి అవి కాకుండా మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఈ స్లైడ్ షో ఒకటి ఉంటుంది తుపాక్ కాల్మనీపై సీఎం ఆగ్రహం ఇంగ్లాండ్ నుంచైనా పాక్ గెలిచైనా forty eight MP camera Dhoni gear మార్చగా ఆ తొంభై క్షణాలు మాస్టర్ ప్లాన్ ఇదే చంద్రబాబు కుటుంబానికి భద్రత తగ్గింపు పద్మశ్రీ వచ్చింది కానీ ఉపాధి పోయింది ఆశించిన రీతిలో ఆకట్లేకపోతున్న ఆటగాళ్ళు చంపిందెవరో చెప్పాల్సింది నేను ప్రఖ్యాత ప్రదేశాల్లో అత్యంత రహస్యాలు అప్పటి వరకు ప్రజావేదిక కోల్చొద్దు కాజల్ గురించి ఇవి మీకు తెలుసా డబ్బు విలువ అప్లై చేసి వచ్చింది ఇలాగా స్లైడ్ షో ఈ దీని మీద క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన న్యూస్ వస్తుంది జరిమాన విషయంపై స్పందించిన రాము సైనికులారా జాగ్రత్త వలవేస్తున్నారు ఇంటింట్లో చేపల కూరే మునగాల మండల ప్రాంతంలో సోమవారం ప్రతి ఇంట్లో చేపల కూరే ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటి న్యూస్ మనకుంటాయి అలాగే ఈ ఒక్కొక్క కార్మెంట్ క్లిక్ చేసి దానికి సంబంధించిన న్యూస్ మనం చూడవచ్చు కథల పోటీకి ఆహ్వానం ఇరవై ఆరు మంది విజేతలకు రెండు లక్షల యాభై ఆరు మంది బహుమతులు రామోజీ ఫౌండేషన్ వారు రాముడు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే కృష్ణుడు వరదన వదలొద్దు సర్కారు బడి బడికి పంపితేనే ధ్రువపత్రాలు పిసిసి అధ్యక్షుడు మార్చేది లేదు ఇది సంగతి న్యూస్ రాశిఫలం కోకం కర్రీ నాటుకోడు కూర ఇలాంటి న్యూస్ వీటిలో ఉంటుంది ఇది ఫస్ట్ ప్రియారిటీ ఉన్న news paper Eenadu dot net Eenadu dot net first priority ఉన్న news paper Eenadu dot net second priority ఉన్న news paper Andhra Jyothi second priority ఉన్న news paper online news paper Andhra Jyothi దీనిలో కూడా నవరత్నాల్లో అప్పుడే రత్నం రాలిపోయింది దేవినేని నమ్మిన టీడీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నానా సీఎం జగన్ వ్యాఖ్యలపై సచివాలయం పోలవరాన్ని కూడా చేస్తారా పోలీసు తీరుపై CM Jagan YS YS Jagan తీవ్ర అసంతృప్తి పార్లమెంట్లో కొత్త పెళ్లి కూతురు ప్రమాణ స్వీకారం వేరే దారిలేకే పాప ప్రాణాలు బలంగా పెట్టాం అమెరికాలో మరణించిన బాలిక తల్లి సర్దేయండి సిఆర్టీఏకి సూచన ఇది slide show slide show fees అక్షరాల మూడు లక్షలు వీటిని కూడా కూల్చేస్తారా రెండు వందల కోట్ల పెళ్లి మిగిల్చిన నూట యాభై క్వింటాళ్ళ చెత్త కార్యకర్తలతో సమావేశం పార్టీ మార్చిపై క్వాలిటీ పేరు చివరన రెడ్డి లేదని పెళ్లి ఆపేశారు కాఫీ టీ మానేస్తే ఆసుపత్రులు మొదలుపడతాయి సీఎం జగన్కు కళంకం తెచ్చా క్షమించిందంటూ రాజీనామా ముఖ్యాంశాలు ముంబైలో ఎకరం దళతేస్తే షాక్ పెళ్లి కాని యువతులు తండ్రి నుంచి జీవన వృత్తిని పొందవచ్చు గ్రామసభలో పాల్గొండి కార్యకర్తకు కమల్ హాసన్ పిలుపు మెట్రో ప్రయాణికులకు ముఖ్య గమనిక వారం రోజుల పాటు మెట్రో ఫ్రీక్వెన్సీ తగ్గనుంది బాంబు పేలుడులో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు గాయాలు కబీర్ సింగ్ కాసులు కౌలు తీసుకుంటే సొంతమైపోతుందా నవ్య ఎవరైనా ఎక్సలెంట్ అనాల్సిందే వాసన వస్తుంది పరిస్థితి కార్డన్ మరో వికెట్ రెడ్ ఫోన్లు అంటే ఇష్టమా గద్దలు డివింగ్ లీజర్ నారాయణమూర్తి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు వీటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం క్రీడాజ్యోతి చిత్రజ్యోతి నవ్య ఎడిటోరియల్ బిజినెస్ ప్రవాస ఫోటోలు ఫలాలు వీడియోలు మంటలు ఓపెన్ హార్ట్ ఎడ్యుకేషన్ సాహిత్యం ఆరోగ్యం ఎలక్షణం ఫోటోల మీద క్లిక్ చేస్తున్నాను ఫోటోల మీద క్లిక్ చేస్తాను pre release function oh baby press meet pre release function pre release function ఇవన్నీ ఈ ఫోటోల మీద క్లిక్ చేసినా కూడా మన ఆ న్యూస్ ఐటమ్ ఓపెన్ అవుతుంది ఇది సెకండ్ ప్రియారిటీ ఉన్న news paper Andhra Jyothi third priority ఉన్న news paper Sakshi third priority ఉన్న న్యూస్ పేపరు సాక్షి దీనికి కూడా ఈ న్యూస్ పేపర్ ఉంటుంది అలాగే మనం క్రితం చూసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి కుక్క ఈ ఈ న్యూస్ పేపర్స్ ఉంటాయి ఈ న్యూస్ పేపర్స్ అంటే మనకి బయట దొరికేటువంటి డైలీ న్యూస్ పేపర్స్ ఎలా ఉంటాయో అలాగే ఈ న్యూస్ పేపర్ కూడా ఉంటుంది అయితే మనకి డైలీ దొరికే పేపర్ లాగా ఆన్లైన్ న్యూస్ పేపర్ ఉండదు ఇది సాక్షి ఆన్లైన్ న్యూస్ పేపర్ సమాసాక చర్యలతో కోట్లకు కొలువు తీరి షార్ట్ కాల్స్పినం తమ్మి లైట్ తీసుకో అవును ICC world cup two thousand nineteen focus పాలకులం కావు సేవకులం పోలవరాన్ని తొలుగుతున్న చిక్కులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రశ్నించడమే కాదు ఓటు కూడా వేయాలి హృతిక్ చేస్తే కరెక్ట్ సునాయినది తప్ప టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ రివ్యూలు ఫోటోలు వీడియోలు పాత వీడియోనే మళ్ళీ వైరల్ ఘోర బస్ ప్రమాదం ఆరుగుమృతి ఫోటోలు ఫ్యామిలీ బిజినెస్ క్రీడలు సినిమా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీడియోలు ఈ విధమైన న్యూస్ అన్నీ కూడా Sakshi news paper Sakshi online news పేపర్లో ఉంటుంది ఇది సెకండ్ ప్రియారిటీ ఉన్నటువంటి న్యూస్ పేపర్ థర్డ్ ప్రియారిటీ ఉన్న news paper Andhra Bhoomi Andhra Bhoomi Andhra Bhoomi third priority ఉన్న న్యూస్ పేపర్ థర్డ్ ప్రియారిటీ ఉన్న న్యూస్ పేపర్ ఆంధ్రభూమి ఆంధ్రభూమి ఇది ఆన్లైన్ న్యూస్ పేపర్ హోమ్ జాతీయం అంతర్జాతీయం రాష్ట్రీయం క్రైమ్ లీగల్ క్రీడాభూమి business weekly features weekly special daily features సంపాదకీయం రాష్ట్రం కోసం రాజీ లేని పోరాటం ప్రధాన వార్తలు హోదా హామీ నిలబెట్టుకోవాలి ఓఎన్జీసీ పైప్లైన్ లీక్ బీజేపీలో చేరిన అంబికా కృష్ణ ఆకాశవాణి శ్యామలాదేవి ఇంకా లేరు Telangana news Andhra Pradesh news Hyderabad Krishna weekly special ఆదివారం డైలీ ఫీచర్స్ మాతృభూమి కర్మభూమి చిత్రభూమి ధర్మభూమి సంపాదకీయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతర్జాతీయం జాతీయం home Vennela social media smart మడ్రస్ ఈ పేపర్ ఈ పేపర్ మీద క్లిక్ చేస్తే మన డైలీ ఏ పేపర్ వస్తుందో అది మనం ఈ పేపర్లో మనం చూడవచ్చు కొంతమంది ఈ పేపర్కి మనీ పే చేయవలసి ఉంటుంది కొన్ని పే ఈ పేపర్స్కి మనీ పే చేయవలసి ఉంటుంది కొంతకాలం పాటు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు తర్వాత మనీ పే చేయవలసి ఉంటుంది ఇది ఆంధ్రభూమి నెక్స్ట్ ప్రయారిటీ ఉన్న online news paper next priority ఉన్న online news paper Vaartha next priority ఉన్న ఆన్లైన్ న్యూస్ పేపరు వార్త దీనిలో కూడా ముఖ్య అంశాలు ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు జాతీయం అంతర్జాతీయం బిజినెస్ క్రీడలు NRI Andhra Pradesh Telangana news editorial సంపాదకీయం ప్రజా హక్కు అభిప్రాయాలు ఆధ్యాత్మికం శీర్షికలు చెలి కెరీర్ నాడి స్వస్థ మొగ్గ నిగు ఇలాంటివన్నీ ఉంటాయి శీర్షికలు photo gallery actors actresses events movies others election news ఇవన్నీ కూడా వార్త ఆన్లైన్ న్యూస్ పేపర్లో ఉంటాయి రాష్ట్రంలో శాంతి జగన్ సమీక్ష గచ్చిబౌలి నుంచి వెళ్ళే వారికి రూట్ మార్పు చెన్నై నీటి కోసం నష్టకష్టాలు విద్యుత్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ ఇరవై ఏడున నూతన సచివాలయానికి భూమి పూజ పార్టీ మారే ప్రసక్తి లేదు గంట ప్రజావేద కూర్చివేత ప్రజాధనం వృధా విదేశీ పర్యటన ముగించుకొని చంద్రబాబు రాక చంద్రబాబుకు లోకేష్కు భద్రత తగ్గింపు ఇరవై ఎనిమిదిన తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ఇరవై ఎనిమిదిన తెలుగు రాష్ట్ర సీఎం భేటీ కాళేశ్వరం పనులు పరిశీలించిన కేటీఆర్ సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ తెలంగాణలో భారీ వర్ష సూచన భారత్కు అమెరికా విదేశాంగ మంత్రి మూడు రోజుల పర్యటన అమెరికా దుందుడుకు చర్యలు ఆపాలి మానసరోవరంలో చిక్కున్న యాత్రికులు అలహాబాద్ హైకోర్టుని జడ్జిని తొలగించండి ఇండోనేషియా జపాన్లో భూకంపం ఇవన్నీ కూడా June twenty four news online news Vaartha next priority ఉన్న పేపర్ ఇది వార్త నెక్స్ట్ ప్రియారిటీ ఉన్న న్యూస్ పేపరు నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ ఈ news paper Namasthe Telangana online news paper open చేస్తున్నాను నెక్స్ట్ ప్రియారిటీ ఉన్నది Google Google Telugu news Google Telugu online news Google Telugu online news next priority ఉన్నది గూగుల్ తెలుగు ఆన్లైన్ న్యూస్ ఉత్తమ కథనాలు మీకోసం ఇష్టమైనవి ఉత్తమ కథనాలు ఉత్తమ కథనాలు మీకోసం ఇష్టమైనవి సేవైన శోధనలు భారతదేశం ప్రపంచం స్థానిక కథనాలు వినోదం క్రీడలు బీజేపీలోకి పెద్దిరెడ్డి చాళ్ళ సురేష్ టీడీపీ నేతలకు ఎందుకు దిగుబాటు సాక్ష్యం చేస్తుంది వంగబీటి రాధా దారేటు పవన్ కళ్యాణ్ రాజకీయం మొదలెట్టారా Sakshi Ongole gang rape Jagan shock ఇచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోమారు తేల్చేసిన కేంద్రం నెక్స్ట్ ఏంటి సీఎం ఆదేశాలతో కూర్చేస్తున్నాము అన్నీ సర్దేయండి పోలవరం అంచనాలు కేంద్రం ఆమోదం లైవ్ డిబేట్లో కొట్టుకుంటున్న పాక్ నేతలు వీడియో ఇవన్నీ ఉత్తమ కథనాలు గూగుల్ న్యూస్లో అలాగే స్థానిక వాతావరణం థర్టీ సిక్స్ డిగ్రీస్ సి ఈ విధంగా గూగుల్ న్యూస్ ఉంటాయి వినోదం మీద క్లిక్ చేస్తే వినోదం సంబంధించినవి ప్రపంచం మీద క్లిక్ చేస్తే ప్రపంచానికి సంబంధించిన న్యూస్ క్రీడల మీద క్లిక్ చేస్తే క్రీడలకు సంబంధించిన న్యూస్ క్రీడల మీద క్లిక్ చేస్తే క్రీడలకు సంబంధించిన న్యూస్ క్రీడల మీద క్లిక్ చేస్తే క్రీడలకు సంబంధించిన న్యూస్ వినోదం మీద క్లిక్ చేస్తే వినోదం సంబంధించిన న్యూస్ భారతదేశం మీద క్లిక్ చేస్తే భారతదేశం సంబంధించిన న్యూస్ ఈ విధంగా గూగుల్ న్యూస్ ఉంటుంది నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ ఆన్లైన్ న్యూస్ పేపరు వీటిలో కూడా హోమ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం బిజినెస్ స్పోర్ట్స్ జిల్లాలు జిందగీ జిందగీలో సంకేత యువ విందు సింగడి విహారం ఎడిట్ పేజీ సినిమా నిపుణ ప్లస్ ఆదివారం చెంతన ఆరోగ్యం ఫోటోలు వీడియోలు ఈ పేపర్ ఇవన్నీ ఉంటాయి ఈ పేపర్ మీద క్లిక్ చేస్తే మనకు డైలీ వచ్చేటువంటి న్యూస్ పేపర్ ఎలా ఉందో అలా ఉంటుంది దానికి సబ్స్క్రిప్షన్ పే చేయవలసి ఉంటుంది ఇవి స్లైడ్ షోస్ సదరన్ ట్రావెల్స్ నిర్వాహకం ఉత్సవంలో శంకుస్థాపనలు సకీబ్ షో మోదీ గొప్ప సేల్స్ మ్యాన్ గోపాలమిత్రకు అండగా ఉంటాం ప్రాజెక్టులు పూర్తయితే ప్రతిపక్షాలు గలంచు దేశ చరిత్రలో ఇదే చీకటి రోజు అజయ్ శక్తి టిఎస్ఆర్ కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి పాస్బుక్ ఇచ్చిండ్రు రికార్డులు మార్చలేదు మోదీ ప్రభుత్వంలోకి మహిళల సాధికారిత హేమాల్ని ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బాడీ గ్యాంగ్ లీడర్ నామ్ బెంగాల్లో డెబ్బై ఐదు బాంబులు సీజ్ పిల్లోడు కాదు చిచ్చర పిడుగు viral video Burrakatha trailer Valmiki teaser బయోప్రదేశ్లో జరిమానా చెన్నైకి సాయం అందించండి సైరా షూటింగ్ పూర్తి విధంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ న్యూస్ పేపర్స్ ఉంటాయి ఇది ఈ మ్యాప్ ఈ న్యూస్ paper Telangana news Namaste Telangana news paper ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ